నేను బ్రహ్మనాయుడు అంశంలో పుట్టి ఉంటే ఈ రైలు ముందుకు కాదురా వెనక్కి పడుతుంది ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట నువ్వు లెంజ్ ఫస్ట్ షాట్ వారి మీద అక్కడెలా పెట్టారా కొత్త test mind blowing and believable రికార్డులు తిరిగేస్తుంది సారీ అండి అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం పర్వాలేదు కదా కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు మీరు సూపర్ అండ్ మైండ్ అన్ని బిల్లింగ్ విస్పట్ శంకర్ <laughs> అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ జో చూసుకోబల్లా ఓహో <laughs> ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట ఏం పర్లేదు మనోడే ఓయ్ అమ్మ ఓ నాయన కంట్రోల్ కంట్రోల్ ఏంటిది గాల్లో తేలుతున్నట్టుంది సేపు బాగా నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటుంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా నమస్కారం బా పెద్ద ఆయన మీద చేసింది ఎవడరా నువ్వా నువ్వా నువ్వా చెప్పు నువ్వా పెద్ద చేసింది నేను సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది బ్యాక్ బ్యాక్ నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి నాకు అర్థం కాలేదు సార్ నేను కాపీ ట్యూన్ తీసుకెళ్ళి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది ah, హైట్స్ ఆఫ్ ఎమోషన్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఏంది ఏంది ఏంటి రాదా సత్యరెడ్డి అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్లిగా నెడతావా అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு பாத்துக்க ரயில்ல காலில தட தட தட தட ఇదేంటయ్యా ఇద్దా ఓయమ్మ ఓ నాయన గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా <laughs> ఇంకోసారి ఇంకోసారి ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ అయిపోయి ఏం చేయడం లాట్ సార్ ఇంకా మేము వెళ్ళి రక్షణ తీసుకుంటాం సార్ రారా బొక్క